గత మూడు రోజుల నుంచి పరిణామాలన్నీ కూడా మీరు చూస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారి మీద వ్యాఖ్యలు చేసే స్థాయికి ఈరోజు ఈటలాందర్ గారు మాట్లాడుతున్నారు వాస్తవం చెప్పాలంటే ఈటలాందర్ గారు ఒక మేకవన్న పులి బీసీ ముసుగులో వేసుకున్న పెద్ద దొర గౌరవ ముఖ్యమంత్రి గారు దొర ఆయన దొర అని అన్నాడు కానీ ఏ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు దురాన్ చెప్పుకోలేదు కాపోనని చెప్పుకున్నాడు తప్ప ఇప్పుడు దురాన్ చెప్పుకోలేదు కానీ బీసీలు ఎస్సీలు ఎస్టీలు అందరిని కాపాడుతున్న వ్యక్తి బీసీ ముసుగులో బడుగు బలహీన వర్గాల ముసుగులో ఉన్న పెద్ద దూర రోజు ఈటల రాజేందర్ గారు హుజరాబాద్ వెళ్తే బీసీ హైదరాబాద్ వెళ్తే ఓసీ ఇది ఇతని తతంగం ఇతను గౌరవ ముఖ్యమంత్రి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసే స్థాయికి వచ్చాడు తనే చెప్తున్నాడు ఈరోజు తనే ఏం చెప్పాడు రాజశేఖర రెడ్డి గారితో నేను మాట్లాడాను అసెంబ్లీలో కిరణ్ కుమార్ రెడ్డితో మాట్లాడిన అసెంబ్లీలో స్పీచ్ ఇచ్చిన మాట్లాడిన దేని గురించి మాట్లాడాడు తన సొంత ఉన్న దేవరాయాంజలి భూమిని కన్వర్షన్ కోసం మాట్లాడి తప్పు కానీ ఏ రోజు కూడా ఏ రోజు అసెంబ్లీలో తన ముదిరాజులకు చేప పిల్లలు కావాలి తన బడుగు బలహీన వర్గాలకు పథకాలు కావాలి అని ఏ రోజు కూడా శాసనసభలో మాట్లాడలే ఇదే కిరణ్ కుమార్ రెడ్డితో కానీ ఇదే రాజశేఖర్ రెడ్డితో కానీ మాట్లాడలే మాట్లాడింది ఏంటంటే దేవరాంజల భూమిని కన్వర్ట్ చేయాలి అని నా భూములు అని చెప్పి మాట్లాడింది ఏ రోజు కూడా గౌరవ ముఖ్యమంత్రి ఇచ్చిన ఫ్లో లీడర్ను మిస్యూజ్ చేశాడు తప్ప గాని బడుగు బలహీన వర్గాల కోసం ఒక్క రోజు కూడా మాట్లాడిన పరిస్థితి లేదు కానీ గౌరవ ముఖ్యమంత్రిగా తన మాట్లాడకున్నా కేసీఆర్ గారు ఈరోజు ముదిరాజులకు ఆర్థికంగా ఎదిగే విధంగా చాప వేసిన ఘనత ముదిరాజులకు నీళ్లు అవైలబుల్ కావాలని చెప్పి మిషన్ కాకత్య మీద చెరువులు తవ్విన ఘనత ఈరోజు కేసీఆర్ గారు మరి ఏ రోజున కేసీఆర్ గారికి చెప్పావా నువ్వు చేపల పిల్లలు కావాలి మా ముదిరాజులకని చెప్పలే ఈ రోజు పదవి ఇవ్వగానే నా ముదిరాజులు నా బీసీలు నాకు కావాలంటున్నావు మరి పదవి ఉన్నప్పుడు ఇప్పుడు గుర్తు రాలేదే మేమందరం ఏ రోజు కూడా పదవి ఉన్నప్పుడు బడుగు పలిసిన వర్గాలు మీరు దగ్గర తీయలేదు కదా నీ పార్ట్నర్స్ ఎవరు బడుగు పలిసిన వర్గాలు లేరు కదా ఉండనే చెప్తావు నా పార్టర్స్ గీలు అని ఏ రోజున అక్కడ ముదిరాజు బిడ్డైనా కానీ బీసీ బిడ్డైనా కానీ నీ పార్టర్ ఉన్నాడు యాచరిసిల్లల్లా దగ్గర రానిచ్చిన ఎవరన్నా ఈరోజు పదవి వంగనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముద్రాలు బిడ్డలు రావాలి బీసీలు రావాలి అని పిలిపిలిస్తే ఎవరు రాలే ఎవరు రాకపోతే ఏం చెప్పాడు నేనే వద్దన్న కరోనా గురించి అని చెప్పాడు మళ్ళీ తెల్లారి బండ్లు వేసుకుని పోవడం ఇది ఇతని ఉన్న నైజంగా భావిస్తున్నాం ఈ రోజు కమలాపు రెండు వేల మూడులో టీఆర్ఎస్ పట్ల జాయిన్ అయినావు రెండు వేల ఒకటిలో టీఆర్ఎస్ స్థాపించారు కమలాపూర్ నియోజకవర్గంలో చీమలు పెట్టిన పుట్టలో పామే దూరిను మీరు రాకముందు రెండు వేల ఒకటిలో అన్ని జరిపిటీస్ అన్ని ఎంపీలు గెలిచినాం అది చూసి ఈరోజు పుట్టలో మీరు చేరారు చేరి ఒక్కొక్క తెలంగాణ బిడ్డను బయటకు పంపించే ప్రయత్నం చేశారు ఇవి ఎవిడెన్స్ చెప్తున్నాం ఇన్ని రోజులు ఎందుకు మాట్లాడాలి అంటే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి కుటుంబం మేమందరం కానీ గౌరవ ముఖ్యమంత్రి గారి మీద నేను అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు మేము ఊకునే పరిస్థితి ఉండేది కాబట్టి దయచేసి ఇప్పుడే గారు చెప్పారు ఎంపీపీ గెలిచినామని రెండు వేల ఒకట్లోనే కరీంనగర్ జిల్లా జడ్పీ చైర్మన్ కైవసం చేసుకున్నాం మేము అప్పుడు నువ్వు రాలేదే పార్టీలో ఇప్పుడు బీసీలు అని చెప్పావే బీసీలను ఇవ్వకుండా చేసే ప్రయత్నం చేశారు పక్కకున్న బీసీని ఉడగొట్టే ప్రయత్నం చేశారు రెండు వేల పద్దెనిమిదిలో ఎమ్మెల్యేగా ఉడగొట్టే ప్రయత్నం చేశారు ఎందుకంటే ఎవరు ఉండదు బీసీలలో మంత్రిత్వ శాఖ వస్తే నాకే రావాలి అని ఎదిగే టోలను కూడా ఒత్తే ప్రయత్నం చేసినాం ఈరోజు ఇంకేమన్నాడు మన ప్రెస్ మీట్లో నా మీద పోటీ పెట్టిన వ్యక్తికి పార్టీయే సహకారం చేసింది నన్ను ఓడగట్టే ప్రయత్నం చేసిందని చెప్పి మొత్తం తప్పుడు మాట మాట్లాడుతున్నాం మాకు ఇచ్చే బీఫామ్ పవిత్ర గంధం కేసీఆర్ గారు ఇచ్చిన బీఫామ్ అంటే పవిత్ర గ్రంథం అది వ్యక్తులు దూరం ఇతరులందరూ వ్యక్తి కాదు ఆ బీఫామ్ గెలవాలని ప్రయత్నం చేస్తాం కానీ మీరు టీఆర్ఎస్ పాటించిన బీఫామ్ గెలిచే ప్రయత్నం ఓడగొట్టే ప్రయత్నం చేశారు ఈ ఎవిడెన్స్ మొత్తం మీకు చెప్తాం మీకు ఒకటి కళ్యాణ లక్ష్మి వద్దంటావు ఆసర పెన్షన్ పరిగంటావు అంటే ఈరోజు ముదిరాజు బిడ్డలకి చాపలు కూడా మీరు పరిగని మాట్లాడుతున్నట్ట కించపరిచేందుకు మాట్లాడుతున్నావా ఇదేనా మీ సంస్కారం ఈరోజు బీసీ గురించి మాట్లాడే పరిస్థితి ఉండదు ఈరోజు హుజరాబాద్లో ఏబీసీని ఎదిగే ప్రయత్నం చేయలే హుజరాబాద్లో ఉన్న తెలంగాణ వాళ్ళందరినీ కుక్కలు పంపించే ప్రయత్నం చేశాడు ఈరోజు తనే చెప్పాడు సోషల్ వెల్ఫేర్ ఆఫీస్లో హాస్పిటల్ హాస్టల్లో నేను చదువుకున్నాను మా నాన్న ఇచ్చిన ఆస్తి ఒక ఎకరము రెండు ఎకరాలని ఈరోజు ఒక ఎకరం రెండు ఎకరాలు కాదు మా అందరు కూడా అందరికంటే ఎక్కువ భూములు ఉండే కానీ ఇంత షార్ట్ పీరియడ్లలో వేలాది కోట్ల రూపాయలు మరి ఈ రిలయన్స్ అంబాజీ కూడా అంబాయించిన పరిస్థితి లేదు ఇంత షార్ట్ పీరియడ్లలో మెడికల్ కాలేజీలు వేల ఎకరాల భూములు మరి ఎక్కడ సంపాదించినావు ఎంత కష్టపడితే సంపాదించినావు ఇంత ఇంత లోపల ఈరోజు పార్టీ నీకు అన్నిచ్చింది కాబట్టి ప్రభుత్వం ఉన్నవాటే నువ్వు సంపాదించుకున్న పరిస్థితి నువ్వు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంతో నీకు సాయం చేసుకుంటూ ఎంత నేను తమ్ముల చూసుకొని ఈరోజు అంత లాభం చేస్తే ఈరోజు పాలు దాగి రొమ్మును గుద్దే పరిస్థితి తీసుకు తీసుకొచ్చినావు నీకు నువ్వు ఎక్కువ ఎంచుకున్నావు ఎక్కువ ఎంచుకొని పెద్ద ఆలోచనతో ఈరోజు పార్టీలలో కూడా విభజన తీసుకొచ్చే ప్రయత్నం చేశావు ముఖ్యంగా ఒకసారి చూడండి ఎప్పుడన్నా మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతున్నాయి ఎమ్మెల్సీల గెలవంగానే ముఖమంతా మాడిపోడు ఓడిపోతే మాత్రం నవ్వడం పార్టీ ఒక పార్టీ కన్నతల్లి పార్టీ గెలిస్తే సంతోషపడే వ్యక్తి కాదు అందులో సంతోషపడితే తిరిగి నవ్వు బాధపడే వ్యక్తి అంటే మనసులో ఎప్పటి నుంచో కూడా ఒక విద్వేషం పెట్టుకున్నాడు పార్టీ మీద ప్రభుత్వం మీద అంటే చెప్పకనే ఆయన ఊహకు వేరే ఆలోచన ఉన్నది కాబట్టి ఈరోజు అనుచిత వ్యాఖ్యలు చేసే పరిస్థితి వచ్చింది ఈరోజు ఈరోజు ప్రతి ఒక్క ప్రత్యక్ష ప్రతిపక్ష నాయకుడితో టచ్లు ఉంటాయి టీఆర్ఎస్ పార్టీ నాయకులతో విభేదిస్తారు అందుకే ఈరోజు అందరిని సపోర్ట్ చేస్తున్నారంటే ఎప్పుడు అటు సపోర్ట్ చేస్తూ ఉంటావు కాబట్టి పార్టీ కన్న తల్లి పార్టీ ఏది తీసుకున్నాడంగా కదా స్టాండ్ ఉండే పరిస్థితి ఉండదు ఈరోజు తెలంగాణ జోతులు చేతులు వాపుతాయి ఈరోజు కాబట్టి దయచేసి మీ అందరు కూడా ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం మేము ఈరోజు మా పార్టీ హుజరాబాద్లో చాలా స్ట్రాంగ్ ఉన్నది గతంలో స్ట్రాంగ్ ఉన్నది కాబట్టి అక్కడికి పోయి నేను గెలిపించారు ఆరు సార్లు గెలిచిన నేను అంటే నువ్వు కాదు గెలిపి గెలిచింది కేసీఆర్ బొమ్మ నేను గెలిపించింది కేసీఆర్ బొమ్మ మీద నువ్వు గెలిచావు టీఆర్ఎస్ పార్టీ జెండా మీద నువ్వు గెలిచావు కేసీఆర్ గారి నీళ్లు కరెంటు చూసి నీకు ఓటేశారు వాడు ఈటలేందరు కాదు ఎవరిని పెట్టినా కేసీఆర్ బొమ్మ గెలుస్తాం ఇప్పుడు జానరెడ్డి లాంటి పెద్ద పెద్ద నాయకులు మొన్న ఓడిపోయారంటేనే ఇప్పుడు అవతల కేసీఆర్ బొమ్మ ఉండేదంటే గెలిచినాం ఈరోజు ఎమ్మెల్సీలు గెలిచాయి ఈరోజు కార్పొరేషన్ చైర్మన్లు గెలిచాయి అన్ని గెలిచినట్టే just because of TRS party KCR బొమ్మ ఆరు సార్లు మా హుజరాబాద్ గెలిచినా అంటే గెలుపు నీది కాదు టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గెలుపు అని కూడా మీరు బాధపెట్టుకోండి కమలాపూర్ నియోజకవర్గం ఉన్నప్పుడు అప్పుడు హుజరాబాద్ కాన్ఫరెన్స్ లో కెప్టెన్ లక్ష్మీమంతరావు లీడ్ చేస్తున్నాయి కానీ ఎప్పుడైతే కమలాపూర్ విడిపోయి హుజరాబాద్ వచ్చినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి మాట మీద క్యాప్టెన్స్ ఆఫ్ హుస్నాబాద్ పంపించేసి హుజరాబాద్ తనకి ఇచ్చాడు మేము గౌరవిస్తాం క్యాప్టెన్స్ ఆఫ్కు పార్టీ కానీ ఎప్పుడైతే వారి భార్య ఎంపిపోయిందో అవిశ్వాసం పెట్టించారు వారి మీద కెప్టెన్ సాబ్ భార్య మీద ఈరోజు రెండు వేల పద్నాలుగులో మనకు హుజరాబాద్ మున్సిపాలిటీ టీఆర్ఎస్ పార్టీ మొత్తం కేసీఆర్ బొమ్మ మీద టీఆర్ఎస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది హుజరాబాద్ లో అన్ని కౌన్సిలర్లు టీఆర్ఎస్ పార్టీలో ఫెయిలే వేరే కాంగ్రెస్ పార్టీ వచ్చి చైర్మన్ చేసే పరిస్థితి వచ్చింది ఆ రోజు హుజరాబాద్ లో ఇది ఇది సాక్ష్యాలు ఇది ఆర్ ఎవిడెన్స్ జమ్మికుంట హుజరాబాద్ ఇవన్నీ కూడా మున్సిపాలిటీ టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది మరి ప్రమాణస్వీకారం చేయాలి కదా అయ్యా ఈటల రాజేందర్ గారు మన మున్సిపల్ శాఖ మారుతున్నారు కదా కేటీఆర్ కూడా వెళ్తాం అని ఆ మున్సిపల్ చైర్మన్లు జమ్మిగుంట మున్సిపల్ చైర్మన్ కానీ హుజుబాద్ మున్సిపల్ చైర్మన్ కానీ అయ్యా మనం కేటీఆర్ పిలుచుకుందాం కేటీఆర్ కలిసేద్దామంటే గెలిచిన ఇద్దరు కేటీఆర్ పేరు పైన ఇద్దరు అవిశ్వాసంతో తీసిపారేసింది జమ్మికుంట హుజరాబాద్ మున్సిపాలిటీ ఇది సాక్ష్యాలు నేను లేనా కేటీఆర్ ఎందుకు రమ్మంటావని అంటే అంతా విషయం చెప్పే ప్రయత్నం చేసి హుజరాబాద్ జమ్మికుంట వాళ్ళందరినీ కూడా అవిశ్వాసం తీసేశారు క్యాప్టెన్ సాబ్ వల్ల వైఫ్ ఉండగా అవిశ్వాసం పెట్టించారు ఎంపీపీగా బట్ ఇవన్నీ కూడా సాక్ష్యాలు ఇవన్నీ కూడా ఎందుకు పెట్టుకున్నాము